హాయ్ అక్క అక్కనా ఏం కావాలి ఆ టూటుగాడు ఉన్నాడు కదా వాళ్ళ అక్క అంటే వాడికి వాచ్ కొనిచ్చిందంట బాగా షాప్ చేస్తున్నాడు నేను కూడా చెప్పా మా అక్క నేను ఏది అడిగినా ఇస్తుందని మా అక్క ఇస్ ద బెస్ట్ ఇంత ఓవర్ యాక్టింగ్ ఎందుకు కానీ ఏం కావాలి అది వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా అందరూ బయటకు వెళ్తున్నారు నువ్వు కూడా వెళ్ళు ఎవరు వద్దన్నారు అంటే ఒక్కరినే వెళ్తే ఏం బాగుంటుందని అలా అని మమ్మీ డాడీని తీసుకెళ్తావా ఎవరో ఒకరు ఉంటారు కదా మళ్ళీ బయటక ఉండ నేను వస్తున్నా అంటే మీ షార్ట్ హెయిర్ ఫ్రెండ్ ఉంది కదా తనని సెట్ చేయవా సెట్ నేను లిజన్ నీకు మ్యాచ్ అయ్యే తోపు అమ్మాయిలు నా ఫ్రెండ్స్లో లేరమ్మా నన్ను వదిలే అరే what did I do who takes a girl to a gaming center that too for a date night ఆమె మన ట్యూషన్లో చదువుకునే అమ్మాయ తీసుకెళ్ళి గోళ్ళు ఆడడానికి అది గేమ్స్ ఆర్ ఫన్ అక్క గేమ్స్ నచ్చని వాళ్ళు ఉంటారా ఎవరైనా ఆహా దానికన్నా ముందు వ్యాలంటైన్స్ డే రోజు you smash the cake on my friends face పాపం షీ లైక్ యూ అంటే అలా ఎవరైనా ఎంబారెస్ చేస్తారా అరే ఎంబారెసా I was just being friendly ఏంటి వ్యాలంటైన్స్ డే రోజా యు నో వాట్ ఇంకా నువ్వు చాలా ఎదగలరా పుచ్చి ఈ డేట్లన్నీ నీ పని కాదు సో లైట్ తీసుకో అక్క ప్లీజ్ అక్క ఒక్క డేట్ సెట్ చేయక్క ప్లీజ్ అక్క డేటా ఎక్కడికి ఎవరితో అయ్యో డేట్ కా డాడీ డేట్స్ డేట్స్ అక్కకి డేట్స్ కావాలంట లయన్ డేట్స్ నేను తెస్తానులేండి ఎక్కడ పడితే అక్కడ తీసుకోకు డిమార్ట్లో ఎంఆర్పి కన్నా తక్కువ ఇస్తాడు అక్కడే తీసుకో ఎందుకు సెట్ కాదు just because two dates biscuit అయ్యాయని అలా ఫిక్స్ అయిపోతావా వాటిని ఊరికే బిస్కెట్స్ అనరమ్మా క్రీమ్ బిస్కెట్స్ అంటారు బిస్కెట్సా అవి కూడా మాట్లాడ దొరుకుతాయి పదా నేను వస్తా అదేమైనా పిక్నిక్ స్పాట్ డాడీ ఇద్దరం వెళ్ళి తెలడానికి నేను వెళ్తానులే ఇట్లా కాదు టెరస్ పైకి పోదాం పదా నేను రాను నాకేం పని అరే ప్లీజ్ అక్క హెల్ప్ చేయరాదు ఈ మాత్రం కూడా చేయలేవా ప్లీజ్ అక్క అరే బంటి నీ ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పు underscore the bubbly boy వంటి చిన్న dash the bubbly boy follow పంపే చూడు డాడీ రాక్స్ అని వచ్చిందా నన్ను ఫాలో చేయి సరే సరే మీరు ఫస్ట్ వెళ్ళిపోండి నా ఇంట్లో నుంచి నన్ను వెళ్ళిపోమంటావురా అయినా ఎగ్జామ్స్ ఎక్కడికి వస్తున్నాయి చదువుకోకుండా అక్కడ ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు పదా దానికి పెద్ద ఏం పీకే పని ఉందని నేను డిస్టర్బ్ చేస్తా నేనేం డిస్టర్బ్ చేయట్లే నువ్వు పో అది అమ్మాయిరా దానికి ఇష్టం వచ్చింది చేస్తుంది నువ్వేం చేస్తున్నావు ఇక్కడ దా అరే నువ్వు పో డాడీ మేము ఏదో హెల్తీ టాపిక్ మాట్లాడుతుంటే అరే హెల్త్ అంటే గుర్తొచ్చింది రేపు ఫ్రీ ఉండు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి హెల్త్ చెకప్ ఉంది నాకు సరే డాడీ రేపా రేపొద్దు ఎల్లుండి వెళ్దాం నేను రేపు బిజీ ఉన్నా అక్క అక్కకి షాపింగ్కి వెళ్ళాలంట సో ఎల్లుండి వెళ్దాం నేను ఎక్కడ షాపింగ్ అన్నారా నువ్వు వెళ్ళు అండ్ డాడీ రేపు ఆఫీస్ తర్వాత నేను ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నాను కొంచెం లేట్ అవుతుంది పర్లేదు కదా అయ్యో గో గో హాఫ్ ఫన్ నన్ను ఇరికిస్తావా డాడీ రేపు వ్యాలంటైన్స్ డే అక్క ఎవరితోనో డేట్కి వెళ్తుంది ఇందాకే మర్చిపోయా మీ ఫ్రెండ్ కాల్ చేసింది ఏదో ఈవెంట్ ఉందంటగా రేపు వెళ్ళరా నేను కూడా వెళ్ళాలి డాడీ రేపు నాకు ఎక్సైన్మెంట్ ఉంది ఉన్న పలంగా అసైన్మెంట్ స్పెల్లింగ్ చెప్పరా వదిలేస్తా ఏఎస్ఎస్ఐజిఎన్ఎంఈఎన్టీ సిగ్గులేదు లేదు త్రీ ఇయర్స్ నుంచి దేక్కుంటూ దేక్కుంటూ ఇంటర్ పాస్ అయ్యావు ఇప్పుడు బీకామ్ ఫస్ట్ ఇయర్ అయినా పాస్ అవ్వ ముందు అదా చదువుకుందు